దుష్క్రియలు చేసిన వాళ్ళందరూ కూడా చీకటిలో చేస్తారు ఆ మంచి సత్క్రియలు చేసిన వాళ్ళందరూ కూడా వెలుగులో చేస్తారు అందరికి తెలిసేలా చేస్తారు కానీ దుష్క్రియ అనేది ఎప్పుడో కానీ బయటపడదు ప్రేమైన వల్ల దుష్క్రియ అనేది ఎప్పుడో కానీ బయటపడదు ఎప్పుడో కానీ బయటపడిందంటే దాని యొక్క తీవ్రత చాలా భయంకరంగా ఉంటుంది దాని యొక్క తీవ్రత చాలా చాలా భయంకరంగా ఉంటుంది మన అందరికీ తెలియ అంటే మన కళ్ళిద్దరు నిత్యం జరిగేవి అంటే అక్రమ సంబంధాల గురించి మనకు తెలుసు ఏంటి వీళ్ళు మొదట ఎవరు కనబడకుండగానే పాపం చేస్తూ ఉంటారు భర్త తెలియకుండా భార్య భార్య తెలియకుండా భర్త ఎవరు చూడట్లేదు అనుకుంటారు అండి ఎవరు లేని ప్రదేశాన్ని ఎంచుకుంటారు అండి ఎవరు అందరూ నిద్రించే సమయంలో వీళ్ళు మేల్కొని చీకటి కార్యక్రమాలు చేస్తుంటారు ఇలాగా బాగుందని అనుకుంటారు ఏదో ఒక దినాన ఖచ్చితంగా దొరుకుతారు చీకటిలో ఉన్నది ఎప్పుడు కూడా అది చీకటిలోనే అంతమైపోదు ఎప్పుడైనా సరే అది బయటికి ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా కంట పడతారు అంట పడిన తర్వాత వారి యొక్క జీవితం ప్రేమైన వాళ్ళ వారి పరువు కానీ వారి యొక్క అప్పటి వరకు వాళ్ళు కాపాడుకున్న పరువు పోతుంది అప్పటి వరకు వాళ్ళు వాళ్ళకున్న పేరు పోతుంది వాళ్ళ పేరు ప్రఖ్యాతలు అన్నీ పోతాయి వారి జీవితం ఎలా ఉండదండి మరి నువ్వు ఇటువంటి వాడు రా ఇన్నాళ్ళు ఇలాగ కదని ఏదో ఒక దినాన్న ఖచ్చితంగా చేసే చేసేవారి యొక్క పరిస్థితి ఎలాగుంటుందో అక్రమం వాళ్ళ యొక్క పరిస్థితి కూడా అలాగుంటుంది ప్రేమైన వాళ్ళ అందుకనే అది అక్రమం అన్నట్టు అంటే క్రమం కాదు అది క్రమమైనది గౌరవంగా ఉంటుంది అక్రమమైనది అన్యాయంగా ఉంటుంది అది అందరి దృష్టిలో కూడా చాలా ఒక విధంగా చెప్పాలంటే ప్రేమైన వల్ల అందరూ అసహించుకునేది ఏముంటుంది సమాజంలో తలెత్తుకోలేము నీ భార్య బిడ్డల్ని కూడా తల తలెత్తుకునేలా చేయవు నీ భర్త భార్య పిల్లల్ని కూడా తలెత్తుకునేలా చేయలేవు కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దుష్క్రియలు అనేవి ఈ విధంగా ఉంటాయి కాబట్టి దేవుడు ఈ ఈ యొక్క క్రియలు కూడా గుర్తుపెట్టుకుంటాడు కటిక తీర్పులోకి నేను తీసుకుని అనే విషయాన్ని మనకు ఖచ్చితంగా గమనించాలి